welcome to Nandula sisters YouTube channel ఈ వీడియోలో కోనసీమలో ఎంతో ప్రసిద్ధి చెందిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్లే దారి ఉదయాన్నే ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూపించబోతున్నాను పచ్చటి చెట్లతో ఎంత అందంగా రోడ్లన్నీ ఉన్నాయనేది చూపించబోతున్నాను అంతర్వేది వెళ్లే రూటు చాలా చాలా ప్రశాంతంగా ఉంది చూడండి అందరూ చాలా హ్యాపీ ఫీలింగ్ గ్రీనరీ ఎంత మంచిగా కనిపిస్తోంది మొత్తం ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లకి ప్రసిద్ధి ఎంత అందమైన లొకేషన్స్ అన్నీ ఎంజాయ్ చేయాలంటే ఈస్ట్ గోదావరి కోనసీమ వచ్చారంటే కనుక చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు నిజంగానే చాలా చాలా అంటే చాలా ఇన్నిసార్లు చాలా అంటున్నానని మాత్రం ఏమనుకోవద్దు సూపర్ ఫీలింగ్ అంతర్వేది దారండి ఇది టేక్ సైట్ పాలెం దగ్గర నుంచి చక్కగా ముందుకెళ్తే అంతర్వేది వస్తుంది మీరు సెకినేటిపల్లి నుంచి అయినా రావచ్చు ఇది మనకి నరసాపురం దగ్గరలో ఉంటుంది ఎక్కడ చూసిన పచ్చని పంట పొలాలు కొబ్బరి చెట్లు మేము ఇప్పుడు నైన్ థర్టీ టెన్ అవుతుంది అరౌండ్ అయినా సరే ఎంత మంచు కానీ చాలా బాగుంది ఎరువులు కలుపుకునే రైతులు చక్కని ఫీలింగ్ హ్యాపీ ఫీలింగ్ చెరువులు పంట పొలాలు కొబ్బరి చెట్లు ఇంత మంచి గ్రీనరీ చూడాలంటే మా గోదావరి జిల్లాలకు రావాల్సిందే ఎవరైనా సరే అందరూ ఒక్కసారి వీలు చూసుకుని ఎవరికి నచ్చిన టైంలో వాళ్ళు ఎవరికి అవైలబుల్ ఉన్న టైంలో వాళ్ళు చక్కగా రండి ఎంజాయ్ చేయండి అంతర్వి దగ్గరకు వచ్చేసాం మనం మొక్కల్ని పెంచండి పెంచండి అంటున్నారుగా పెంచి చూపిస్తున్నారు చూడండి అటు ఇటు గ్రీన్ కలర్ లో ఒక చక్కగా బట్ట కప్పి మరి కొంగలు చూడండి అటు సైడ్ వాటికి తగ్గ ఆహారం వెతుక్కుంటూ మన పంట పొలాల్లో ఉండే క్రిమి అన్నింటిని తినేస్తూ వాటి ఆహారం వెతుక్కుంటున్నాయి సర్వే చెట్లు అందరు ఎర్లీ మార్నింగ్ వరి పైరు నాటుతున్నారు చక్కగా వచ్చేసాం చూడండి మనం అంతర్వేది దేవాలయం దగ్గరికి రీచ్ అయిపోయాం అంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం నుంచి అంతర్వేది పాల్ అంతర్వేది గుడికి వచ్చేసాం ఇది చాలా చాలా ఫేమస్ ఫేమస్ టెంపుల్ ఇది నరసింహస్వామికి సంబంధించి చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఈ టెంపుల్లో అనుకున్న పనులు అనుకున్నట్టు చక్కగా అందరికీ నెరవేరుతాయి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి నందుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు